hi friends welcome to my channel చిత్రగుప్తుడు అని పేరు చెప్పిన వెంటనే తెలియని వాళ్ళంటూ దాదాపుగా ఎవ్వరూ ఉండరు అంతలా ఆ పేరు మనకు పరిచయం అంతేకాకుండా మనం వాడుక భాషలో కూడా చాలా ఎక్కువగానే ఆ పేరుని ఉపయోగిస్తాం ఉదాహరణకి ఎవరైనా సరే ప్రతి పైసాకి లెక్కలు కడుతున్నా లేకపోతే కనుక అదే పనిగా చిట్టాబద్దులు వేస్తున్నారనుకోండి వాళ్ళు ఏమంటాం ఏంటయ్యా చిత్రగుప్తుల్లాగా అన్ని లెక్కలు వేస్తూ కూర్చుంటావు అని ఆటపటిస్తాం కదా అలా అంతలా పరిచయం అనమాట ఆ పేరు అంతేకాకుండా ఆయన యమధర్మరాజు గారి దగ్గర ఉండి పాపల యొక్క పాపపుణ్యాలను లెక్కలు వేసినట్లయితే దాన్ని బట్టి ధర్మరాజు గారు ఆ శిక్షలు విధిస్తారు అని చెప్పి చాలామంది భావిస్తారు కానీ ఇక్కడ చిత్రగుప్తుని వారి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవి ఏంటంటే అసలు ఆ చిత్రగుప్తుని యొక్క అసలు పేరు ఏంటంటే చిత్రుడు ఆయన సూర్యవంశపు మహారాజు ఆయన తన గురుదేవుల యొక్క ఆజ్ఞతోటి సూర్యవంశపు మూలపురుషుడైన సూర్య భగవాను గురించి ఘోర తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యి చిత్రునికి సర్వజ్ఞత్వాన్ని అంతేకాకుండా అన్ని కార్యాలలోనూ నిపుణత్వాన్ని వరాల కింద ప్రసాదిస్తారు అలా ఆదిత్యం చేత గొప్ప వరాలు పొందారు కాబట్టి ఆయన్ని ఆ రోజు నుంచి చిత్రాదిత్యుని కింద పిలవడం మొదలుపెట్టారు యమధర్మరాజు గారు ఇటువంటి నైపుణ్యవంతుడు తన దగ్గర ఉన్నట్లయితే కనుక పాపుల యొక్క పాపపుణ్యాలు లెక్క వేయడంలో ఎటువంటి దోషాలు జరగవని భావించి ఆయన్ని సశరీరంతో తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించగా వారు చిత్రాదిత్యం దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి ఆయన అంగీకారంతోనే ఆయన్ని యమలోకానికి తీసుకువెళ్తారు ఎవరైనా ఏమంటాం బొందుతోటి కైలాసానికి వెళ్ళాలి అని అనుకుంటారు కదా పాపం ఆయన బొందుతోటే యమలోకానికి చేరి అక్కడే తన నివాసం ఏర్పరచుకుని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి చేసేటువంటి పాప పుణ్యాలు రెండింటినీ తన సర్వజ్ఞత్వంతో చూస్తూ వాటిని రహస్యంగా గ్రంథస్థం చేయసాగాడు ఇలా గుప్తంగా పాపపుణ్యాల చిట్టాలను దాచిపెడుతున్నారు కాబట్టి ఆయన్ని చిత్రగుప్తుడు అని పిలవడం మొదలుపెట్టారు అటువంటి ఆ చిత్రగుప్తుల వారికి భారతదేశంలో అందులోనూ మన కాంచీపురంలో ఒక దేవాలయం ఉంది ఆయనకి అందులో నిత్యం యథావిధిగా పూజలు జరుగుతూ ఉంటాయి ఎవరైనా కొద్దిగా పనిచేసిన వెంటనే నేను చాలా అలసిపోయాను నాకు వెంటనే విశ్రాంతి కావాలని అంటారు కదా కానీ ఒక్క క్షణం కానీ ఒక్క రోజు కానీ ఎటువంటి తీరిక లేకుండా అలు పెరగకుండా నిరంతరాయంగా పనిచేసే ఒక మహా గొప్ప కార్మికుడే మన చిత్రగుప్తుల వారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో విషయంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు